hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates మళ్ళీ నెల్లూరు నుంచి నారాయణ కోటమరెడ్డి పరిస్థితి ఏమిటి పొంగూరు నారాయణ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు నారాయణ విద్యా సంస్థలతో అందరికీ సుపరిచితమైన నారాయణ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అయ్యారు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఛాన్స్ దక్కింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత నారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇప్పుడో ఒకసారి అలా కనిపిస్తున్నారు నెల్లూరు సిటీ టీడీపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది లేదు ఇటు నారాయణను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి అమరావతిలో భూముల వ్యవహారంతో పాటు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులతో సతమతమవుతున్నారు దీంతో నారాయణ రాజకీయాలకు దూరమైనట్లేనని చర్చ జరుగుతోంది అయితే ఇంతలో నారాయణ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది మాజీ మంత్రి వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నారని చెబుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారని సీటు ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది నారాయణ మళ్లీ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారట కొద్ది రోజుల క్రితం ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబును కలిశారు ఓ నేత నెల్లూరు సిటీ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరారని నారాయణ పోటీకి దూరంగా ఉంటే తనకు ఛాన్స్ ఇవ్వాలని అడిగారట ఈ క్రమంలో టీడీపీ అధినేత వచ్చే ఎన్నికలలో నారాయణ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారట ఇప్పుడు టీడీపీలో ఇదే హాట్ టాపిక్ నారాయణ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని చర్చించుకుంటున్నారు నెల్లూరు సిటీ నుంచి నారాయణ బరిలోకి దిగితే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది గత నాలుగేళ్లుగా నెల్లూరులో పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు కేడర్తో కలిసి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించారు మరి నారాయణకు సీటు ఫైనల్ కావడంతో కోటమిరెడ్డి పరిస్థితి ఏంటన్నది చూడాలి శ్రీనివాసులు రెడ్డి ఈ అంశంపై స్పందించాల్సి ఉంది అయితే చంద్రబాబు అధికారికంగా నారాయణ పోటీపై ప్రకటన చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది కేవలం ఊహాగానమనే చెప్పాలి నారాయణను సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం పైన చర్చ జరుగుతోంది నారాయణ అయితే అక్కడ బలమైన అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్నారట గత ఎన్నికలలో కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు కానీ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉన్నారట చంద్రబాబు అందుకే ఆయన వైపు మొగ్గు చూపారనే టాక్ వినిపిస్తోంది మొత్తం మీద నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి నారాయణతో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల్ని ఫైనల్ చేశారని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి నెల్లూరు సిటీకి నారాయణ నెల్లూరు రూరల్కు కోటంరెడ్డి ఆత్మకూరుకు ఆనం వెంకటగిరికి కురగుండ్ల గూడూరుకు భాషం సునీల్ కుమార్ సూళ్లూరుపేటకు పనబాక కృష్ణయ్యల పేర్లు వినిపిస్తున్నాయి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి